కోర్టులో జరిగినటువంటి చోరీ కేసు దొంగతనం కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి కథనాలు రావడం అనేక రకాలైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతంగా నా మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది అయితే విచారణకి స్వీకరించినటువంటి హైకోర్టు అందరి యొక్క అభిప్రాయాలను అడిగింది రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది సిబిఐ విచారణకి అనుమతిస్తారా అనేటువంటి దాంట్లో సిబిఐ విచారణకు ఆదేశిస్తారా అనేటువంటి దానిలో ఏమీ అభ్యంతరాలు లేదు సిబిఐ విచారణకి మీరు ఆదేశించిన కోర్టు గౌరవ కోర్టు ఆదేశించినా సరే అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా నాకు సంబంధించినటువంటి అడ్వకేట్ హైకోర్టుకు హాజరై సిబిఐ ద్వారా విచారణ చేపట్టించేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది కాబట్టి కోర్టుకి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు అటు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో మా అడ్వకేట్ హాజరై మా తరపు నుంచి కూడా సిబిఐ విచారణని కోరడం జరిగింది సిబిఐ విచారణని కోరడంతో ఈరోజు రాష్ట్ర హైకోర్టు నెల్లూరు జిల్లా కోర్టులో జరిగినటువంటి చోరీ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకి ఆదేశించండి సిబిఐ విచారణ కోరడం జరిగింది సిబిఐ విచారణ జరపండి అని చెప్పి చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా ఎందుకంటే ఏమీ సంబంధం లేనటువంటి నా మీద దీని గురించి అనేక రకాలైనటువంటి వార్తలు కథనాలు రాయడం అనేక రకాలైనటువంటి కథనాలు ప్రసారం చేయడం జరిగింది కాబట్టి రేపు జరిగేటువంటి సిబిఐ విచారణలో దేశంలోనే అత్యుత్తమైనటువంటి సంస్థ బహుశా అందరికీ గుర్తుండే ఉండవచ్చు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది సిబిఐ విచారణ చేయాలి సిబిఐ విచారణ చేయాలని పట్టుబట్టారు ఈరోజు ఎవరైతే గతంలో డిమాండ్ చేశారో అదేవిధంగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది కాబట్టి సిబిఐ విచారణకు సంబంధించి కోర్టు ఆదేశాలని స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ తప్పనిసరిగా ఈ సమాజంలో ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే